friends, welcome back to Karthik Icon YouTube channel. ये छोड़ा ना ओ ताकत ताकत फ्रैंक फ्रैंक होते ताकत అరే కార్తీక్ దారా నువ్వు ఫస్ట్ ఆగు చెప్తా చెప్తా ఫ్రాంక్ ఫ్రాంక్ అదే ఎందుకు ఏంటి అది దగ్గర పప్పు ఇప్పుడు టెన్త్ అయిపోయింది కదరా అవునన్నా ఎందుకు రావాలి ఏదో తెలుసుకుందామని ఏదో తెలుసుకుందామని బాగుపడరా అంటే ప్రేమలో పడతానంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు ఏం చేస్తావు తెలుసుకొని ఏదో చెప్తా అందరికి పది చెప్తావు జిఎఫ్ లేమో నెక్స్ట్ ఇట్లా ఒకసారి కూర్చుందా ఎక్సెల్ మస్తు మంది ఉండొచ్చు అన్న వద్దారా కూర్చున్నా అంట ఇట్లాంటి నా బండి అది ఏందే నేను నచ్చకూడదు కాబట్టి అందుకే నీ బండి అయితే నువ్వు కొడుతురు ఏంది ఏం చేద్దాం అనుకుంటారు ఒకసారి ఏ ఏం కావాలి పిల్ల పేరు కాదన్నది అనే ఒక్కసారి చెప్పానా ఎందుకురా మీకు కూరల సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు కూడా తెలుసుకుంటానంట గాలి ఏం చేస్తారు అంతే ఇదంతా నీ ట్రైనింగే కదరా నాకు ఆయనకి సంబంధం వచ్చాం నేను ఇల్లదనుకున్నావా ఓ ఇద్దరు పూసేసుకున్నారు అయితే నువ్వు లాస్ట్ ఇయర్ అనుకుంటా మాకు కూడా కొన్ని టిప్స్ చెప్పు మేము కూడా ట్రై చేసుకుంటాం ఇద్దరం ఉన్నాం ఇలా అమ్మయ్యలు చదువుకారు పంపేసే అమ్మయ్యలు చదువుకారు పంపేసే అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ చదువుతో పాటు అది కూడా ఉండాలి అది జర టిప్స్ చెప్పానా జరా మేము ఈ మాట మీ మమ్మీకి చెప్తా ఇదే మాట అంటే మీ మమ్మీకి చెప్తా ఇదే అయినా ఈ ఏజ్ లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి మీకు మీకెందుకు చెప్పా చెప్పానా మా మమ్మీ కూడా చూసుకోవడానికి ఖర్చులు పక్క కదా ఖర్చులు తక్కువ అయితే అన్న పక్క కదా సరే చూద్దాం ఏమన్నారు ఏమన్నారు ఏం కావాలి ఏం లేదు నీ జిఎఫ్ ఫ్రెండ్ లేదు నీ జిఎఫ్ ఫ్రెండ్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు దాని ఫ్రెండ్ కావాలా జిఎఫ్ ఫ్రెండ్ కావాలా అట్లా కలిసి చాలా మంది ఉన్నారు అట్లా కలిసి చాలా మంది ఉన్నారు జమన్నాను ఫ్రెండ్స్ రా ఫ్రెండ్స్ ఉన్నారు సరే ఓకే చెప్పేది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అండే టచ్ టచ్ అన్న ఏ కాలేజ్ అన్నా నాదా ఉంది ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎందుకు అదే నాకు కూడా ఒక ఒక నాకు కూడా తెలిసిన ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంది వాళ్ళు ఎవరు యశ్వంత్ అంటే అలియాబాద్ లో ఉంటాడంటే మన లక్ష్మీనగర్ కాలనీలో ఉంటాడంట ఫస్ట్ ఫ్యాన్ ఫాలో అమ్మాయిలు అవునా అవునా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో నేను కష్టపడి పేపర్లో కొన్ని రాసిన కవితలు నీకోసం నీ ఫ్యాన్ ఒక బ్యానర్ వేపిద్దాం అనుకుంటున్నాం నాతోనే వచ్చినావు నన్నే ఎందుకు ఎంకలికే అయ్యా నేను ఉత్తగా చెప్తున్నా నీతోనే వచ్చిన ఒక బ్యానర్ వేపిద్దాం అనుకుంటున్నా యశ్వంత్ అన్న యూత్ అసోసియేషన్ అని వేపిద్దాం అనుకుంటున్నా ఫైనల్ ఇయర్ అయిపోతుంది కొంచెం ఎక్కువ అయిపోతున్నాం ఏం కాలే బ్యానర్ ఆర్డర్ ఇచ్చాం కొంచెం ఎక్కువ అయిపోతున్నాం ఏం కాలే బ్యానర్ ఆర్డర్ ఇచ్చాం దానిపైన కొటేషన్లు హీరో హోండా స్ప్లెండర్ యశ్వంత్ అన్న థండర్ దానిపైన కొటేషన్లు హీరో హోండా స్ప్లెండర్ యశ్వంత్ అన్న థండర్ స్వీటుల్లో కోవా మా అన్న పక్క బాగుంది కదా అది ఇప్పిస్తాం నన్ను ఫోన్ చేసి ఉండాలా పోదని అడుగుతావు నన్ను ఫోన్ చేసి ఉండాలా పోదని అడుగుతావు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది ఏ ఉంటే మాతో టైం పాస్ ఏందన్నా ఒక్కసారి చెప్తే ఏమైతే అన్న ఏంద్రా చెప్పేది జిఎఫ్ పేరు చెప్పానా జరా జిఎఫ్ పేరు చెప్పానా జరా అన్నా జరా ఏంద్రా ఫలాని లొల్లి అలా చెప్పానా ప్లీజ్ అనా ఒక్కసారి ఏం చెప్పాలి చెప్పినా రష్మాయిక అని అనుపమ అని అలానే చూస్తాను చెప్పినా రష్మాయిక అని అనుపమ అని అలానే చూస్తాను ఏందా అన్న నువ్వు దాస్తున్నావు అని నిజంగా ఇక అనుపమ నా గుండె ఇక అనుపమ నా గుండె దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ గుండెకాయ గుండె అరే మీకు ఎవరు నేర్పించారా ఇగో యశ్వంతనే నేర్పిండు కదరా మీకు యశ్వంతనే నేర్పిండు కదరా మీకు నువ్వు నేర్పియలేవా నువ్వు నేర్పియలేవా యశ్వంత నేను వాడు వేరే మాకు చెప్తలేరు కానీ మేము వేరే చెప్తలేరు కానీ లవ్ చేసే టైం మాకేడ మాకు అంత టైం అంత యాపకాల ఉండవు మాకు అనుకుంటా ట్రైనింగ్ అంతా ఏమో ఎవరివిరా నువ్వు ఎవరివిరా నువ్వు ఏంద్రా తెలియదు అంటే మొగొన్న అంటారు తెలియదు అంటే మొగొన్న అంటారు అరే యశ్వంత్ అన్న దగ్గర రెండు బస్సు ట్రైనింగ్ తీసుకుంటున్నారా నువ్వు యశ్వంత్ అన్న దగ్గర రెండు బస్సు ట్రైనింగ్ తీసుకుంటున్నారా నువ్వు ఎందుకురా ఈ పోయే కాలం ఇప్పుడు నాకు అర్థమైంది ఏంద్రా మీ లొల్లి ఊరికి అప్పటి నుంచి వస్తున్నా అని పిలవమంటే పిలుస్తలేరు అది వద్దన్నా ఒక అనుభవం ఏమైతుంది నీకు నీకు పెట్టి కావాలంటే ఒకసారి డైలాగ్ వేసుకోండి టీమ్ డైలాగ్ బోర్డు పైన హీరో హోండా స్ప్లెండర్ తర్వాత అదే అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది I did a mistake okay I see గురుగారు ఐ సీ గురుగారు ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నన్ను అలా పిలవద్దు గురువు గారు అంటే నాకు హరి హరి ఇప్పుడు అందరూ ఒకసారి డైలాగ్ వేసుకోరి హీరో అన్న స్ప్లెండర్ డైలాగ్ అందరికి తెలియాలి ఓకే సెకండ్ అండి యూత్ అసోసియేషన్ ఓకే మరి కింద మీద అది మనకి లేదు నాడు పోదందా అడు స్టేడర్ లేడు ఏ ఉండు ఏ ఉండాలా చెప్పి చెప్పు మళ్ళీ ఎందుకు ఇంకోటి ఇంకోటి ఇగో ఇంకోటి అమ్మ స్లోగన్స్ పని చెప్తున్నావు తోటకూర పప్పు తప్ప ఇంకేం రాదు నాకు కుక్క కదా ఏమైంది రా ఈరోజు నాకు నవ్వోస్ ఏ నవ్వాలా లేకపోతే ఏమన్నారు అర్థమవుతలే ఏమని చెప్పు ఏం కాలే ఎందుకు గెలుస్తున్నావు ఎవరు గెలికిరన్నా రిపీట్ రిపీట్ రిపీట్ ఎదిరిపిజల హీరో అండ్ స్ప్లెండర్ ఆ పాలకూర ఎదిరిపిజల హీరో అండ్ స్ప్లెండర్ ఆ పాలకూర అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా పోదండి అద్దించో చూదానా ఏ పోదండి అద్దించో చూదానా ఏ చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను ఇంకా రెండు మూడు డైలాగులు చెప్తా పోగొడతాను నేను ఇలాగంటే కావాలంటే నాది వాడుకో అన్న ప్రతి కూరగాయ మీద నాకు ఆడ ఒక స్లోగన్ ఉందన్న ఏంద్రా వీళ్ళు వాళ్ళ పోరలు నన్ను అయ్యా నన్ను వాళ్ళని పట్టుకో వాళ్ళని పట్టుకొని ఏం చేయాలి రాలని ఇగో ఇన్ని పట్టుకో ఇన్ని పట్టుకో ఇద్దా ఫస్ట్ ఇద్దా వద్దనా వీడే ఫౌండర్ యశ్వంత్ సెక్సీ డైలాగ్ వీడే ఫౌండర్ కూడా వద్దనా పెద్ద టెండూల్కర్లు ధోనిలు వచ్చారు బ్యాట్లు ఒప్పుకుంటూ మళ్ళీ ఇటుపాకు వచ్చారు కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి అనుకుంటున్నారు యశ్వంతనతో పో హీరో అన్న యశ్వంతన తండర్ ఓ వాడు వాడన పోరడు అంటున్నా ఏదేంది ఫ్రాంక్ ఫ్రాంక్ వద్దు doctor doctor doctor prank prank వద్దు డాక్టర్ కొట్టే పడేసే పడేసే ప్రాంక్ అది ఏడాడు ఓయ్ పాప్ కొడతావా అయ్యో యశ్వంత్ నన్ను ప్రాంక్ చేయమని చెప్పిండు యశ్వంత్ అన్న ఈడ పాడుకోవాడేగాడు అంటే అది ఏమో అప్పటి నుంచి ఆ ఫోన్ ఈడ రమ్మంటా వీడియో కెమెరా పెట్టిన నిజం చెప్ప ఓకే ఆ చెట్ల మధ్యలో ఉంటుంది అరే కార్తీక్ దారా నువ్వు ఫస్ట్ అరే కనబడ్డాడు ఎట్లా కనబడ్డాడు दारा पाणी दारा ఒక్క నిమిషం ఏ ఆగు రే ఆగు ఆగు ఆగు చెప్తా చెప్తా ఫ్రాంక్ ఫ్రాంక్ ఫ్రాంక్ ఏ ఆగు రే ఆగు ఆగు ఆగు చెప్తా చెప్తా prank prank prank All my friends are toxic garbage ఎందుకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే నేను ప్రేక్షకుడు మీలో మీరు కొట్టుకుని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే పిల్లలు చేస్తా చేస్తా అంటే చేస్తాడేమో క్రోమ్ అంటాడు వాళ్ళేమో లవర్ పేర్లు అడుగుతారు ఏం చేద్దాం అరే నేనేం నేను చెప్పలే వాళ్ళకి వాళ్ళని ఇరిటేషన్ చేయమని చెప్పిన అంతే ఇరిటేషన్ అయినావా లేదా అది చెప్పు ఫస్ట్ అది సరే గానీ అయినావా లేదా ఏదో నా గట్లా తగినా గానీ నా గట్లా తగినా గానీ అయ్యిండు మావాడు సక్సెస్ అయింది మా ఫ్రాంక్ సో పాలకూర పప్పు ఏం పాలకూర పప్పు ఏం అది Pepsi, కోకోలా పెప్సీ ఎసెల్తానా ఇట్లా అడిగా భయపడకుని అయ్యో అవన్నీ కాదు యశ్వంతానా తండర్ ఇట్లా సో యశ్వంతానా బ్యానర్ ఎప్పుడు అని చెప్పు ఆ బ్యానర్ పైసలు నాకు ఈరా ఆ బ్యానర్ పైసలు నాకు ఈరా ఉన్న పొదలో ఉంటా అడుకోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బ్యాంకర్స్ ఇగో అది కాదు సో ఇట్స్ ప్రాంక్ చూడడానికి కెమెరా ఉంది ఆ చెట్ల మధ్యలో నేను హ్యాండిల్ చేసే కెమెరా నాకే చెప్తున్నాడు అని అంటే ఇప్పుడైతే నేను హ్యాండిల్ చేసినాగా కన ఇగో మీకు కనబడకుండా వాళ్ళ పెట్టినాం గీతలు పడ్డేవో ఏమో చూడాలి ఇంటి పోయినాక అది కాదు వీడియో ఎట్లా అనిపించి ఏదో ఉంది ఇక నీ పని చెప్తావు తర్వాత మళ్ళీ చెప్తాను ఓలీ రోజు రివెంజ్ ఉంది తర్వాత తీర్చుకుంటాను తర్వాత కాదు అవన్నీ కాదు కానీ ఎట్లా అనిపించింది అది చెప్పు ఏదో ఇక ఓకే మా వాళ్ళు మంచి ఏదే యాక్టింగ్ బెటరా అనుపమ అని వాళ్ళు అంటుర్రు ఇడ అరే ఇట్రారా ఇట్రారా ఇట్రా ఇట్లారా అరే అనుపమ గుండెకాయ అన్నాడు ఏంటి అలా చెప్పు చెప్పు నువ్వు అనుపమ లైక్ చేస్తావు అంటే ఏమన్నా గుండెకాయ అన్నాడు రాయుడు అనుపమ అంటే లవ్ చేయకరే అన్లవర్ అంట ఎందుకురా ఒక లవర్ ని విడగొడుతున్నావు సారీ సారీ తర్వాత విషయం రీల్స్ కాదు ఇప్పుడు యాక్టింగ్ చేయరా అంటే ఏందిరా ఇన్విటేషన్ చేసిరా ఎట్లా అనిపిస్తుంది నీకు బాగుందా అంటే వీడు డ్రైవింగ్ ఇట్లారా నువ్వు రా నువ్వు వీళ్ళిద్దరు సైడ్ కి పోయారు ఇటు అనుపమా అని చెప్పగానే నువ్వు ఓడరా అని సైడ్ కి పోతే మొగండ్రా నేను అంటున్నాను మా <laughs> తెలివరా నువ్వు ఆడవా అనుకురా సో ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వీడియో లాగేసిపోతుంది సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను thank you for spending your valuable time with our channel మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు bye friends bye friends like share comment అరే నువ్వైతే ఇరిటేషన్ పాలకూర పప్పు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్